Welcome to Vishwam voice news Jaganmohan Reddy ఫోటోతో పాటు ప్రధాని ఫోటో కూడా పెట్టాలి మంత్రి బొత్స సత్యనారాయణకు బీజేపీ విజ్ఞప్తి నల్గొండలోని రైతు కుటుంబాలను పోలీసులు ఆదుకోవాలి నిరుద్యోగ యువత ఆత్మహత్యలను అడ్డుకోవాలని వినతి ఇచ్చోడలో ఇరవై రెండు నుంచి చండీ విశ్వశంతి మహాయాగం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వినతి నల్గొండలోని రైతు కుటుంబాలను పోలీసులు ఆదుకోవాలి నిరుద్యోగ యువత ఆత్మహత్యలను అడ్డుకోవాలని వినతి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో శ్రీ గురు మాధవానంద సరస్వతి పీఠం పీఠాధీశ్వరులు శ్రీ మాధవనంద సరస్వతి వారి స్వామి దేశంలోని స్మార్ట్ సిటీని ఏర్పాటు చేసి వాటికి నిధులు మంజూరు చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీదేనని బీజేపీ నేతలు స్పష్టం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోతో పాటు ప్రధాని ఫోటో కూడా పెట్టాలని బీజేపీ అధికార ప్రతినిధి మాలకొండయ్య మంత్రి బొత్స సత్యనారాయణకు సూచించారు కాకినాడలో స్మార్ట్ సిటీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రారంభించడానికి వచ్చిన మంత్రిని స్మార్ట్ సిటీ కార్యాలయం వద్ద కలిసి విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీకి తగిన గౌరవం ఇస్తామని పనుల నిర్వహణలో ఏదైనా ఉంటే సరిచేయడం జరుగుతుందని అదేవిధంగా ఫోటో పెట్టి విధంగా సూచనల మేరకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు మీరు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఇవ్వలేదని మీరు మాట అనక్కర్లేదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మనం అందరం గౌరవించుకుంటున్నాం ప్రధానమంత్రిగా స్మార్ట్ సిటీలో మీరు కూడా ముఖ్యమంత్రి గారితో ప్రధానమంత్రి గారు ఫుడ్ పెట్టి కార్యక్రమం నిర్వహిస్తే మేము ఆనందపడతాం అభివృద్ధికి మేము కూడా మీకు అందగా మీకు కలిసి పనిచేద్దాం నిబంధనలకు ఒక విషయం చెప్తాను నిబంధనలకు ఎక్కడ కూడా అతిక్రమించి కానీ ఒక ఇంచు తేడా వచ్చి కానీ ఏ పని చేయము అన్నీ కూడా as per norms as per rules ప్రకారం చేస్తాము ప్రధానమంత్రి గారు అంటే మీకు మీకు నాకు కాదు దేశానికే ప్రధానమంత్రి అయినా నేను ఒకరికి కాదు నల్గొండ జిల్లా కనగల్ మండల్ జి యాడవల్లి గ్రామానికి చెందిన ముప్పై రైతు కుటుంబాలు రోడ్డున పడ్డాయని రైతులకు జీవనాధారం లేకుండా చేశారని నిరాశ చెందిన నిరుద్యోగ యువ రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి పరిష్ పర్మిషన్ ఇవ్వాలని కేటీఆర్కి నల్గొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్కి ట్వీట్ చేశారు స్థానికంగా ఉన్న ఎమ్మెల్సీ కంచర్ల భూపాల్ రెడ్డికి ఎన్నిసార్లు చెప్పినా స్పందించడం లేదని అవసరం లేకున్నా పల్లి ప్రకృతి వనం పేరుతో భూములు లాక్కున్నారని రైతులు జీవనాధారం కోల్పోయారని ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగట్లేదని భూములు లేకపోతే చావు ఒక్కటే మార్గమని రైతులు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు అందరికీ నమస్కారం నా పేరు చొప్పర్ శ్రీనివాస్ మా నల్గొండ జిల్లా కనగల మండలం జీడవేల్ అనే గ్రామం ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే రెండు వేల పదవ సంవత్సరంలో మేము మా తాతల నుంచి వారసత్వంలో వచ్చిన భూములను అమ్ముకొని జీడవేల్ అనే గ్రామంలో మూడు వందల యాభై నాలుగు సర్వే నెంబర్లో ఐదు ఎకరాల ముప్పై మూడు గుంటల భూమిని కొనుగోలు చేయడం జరిగింది రెండు వేల పదో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఒకటి జూలై వరకు మేము ఆ భూముల్ని చేసుకుంటూ వ్యవసాయం చేసుకు వ్యవసాయం చేసుకుంటూ జీవన జీవనం సాగిస్తున్నాము రెండు వేల ఇరవై ఒకటి జూలై నెలలో అధికారులు వచ్చి ఈ భూమిని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరంలో నేను భూసేకరణ చేసినాం కావున ఈ భూమి ప్రభుత్వందని చెప్పి మా దగ్గర నుంచి <clears throat> బలవంతంగా లాక్కొని అందులో పల్లెపక్షతోనాన్ని పెడుతున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరంలోనే భూసేకరణ చేసినట్లయితే రెండు వేల పదో సంవత్సరంలో మేము కొనుగోలు చేసినప్పుడు మాకెందుకు పట్టా చేసినారు అని అడిగితే కొనడం మీ తప్పు అన్నట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు మేము మాకున్న ఐదు ఎకరాల భూమిని కోల్పోయి రోడ్డున పడ్డాము మాకు ఇప్పుడు జీవనాధారం లేదు కావున వీళ్ళు ఎలాగో న్యాయం చేస్తారన్న నమ్మకం మాకైతే లేదు నల్గొండ కలెక్టర్ గారిని ఎమ్మెల్యే గారిని ఎంఆర్ఓ గారిని ఎంతమందిని వేడుకున్నా మాకు మాత్రం న్యాయం జరగట్లేదు కావున మేము ఆత్మహత్య చేసుకోవడానికన్నా అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతున్నాము ఈ నెల ఇరవై రెండు నుంచి ఇచ్చోడ మండల కేంద్రంలోని కేఎస్టీవీ నెట్వర్క్ ముందర విఠల్ రెడ్డి గార్డెన్స్ పక్కన ఇరవై ఐదు వరకు శ్రీ సతసండి విశ్వశాంతి మహాయోగం శ్రీ నవశక్తి దుర్గా ఆశ్రమ కమిటీ దుర్గానగర్ ఆదిలాబాద్ శ్రీ శ్రీ శ్రీ కిషన్ మహారాజ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో శ్రీ సతచండి మహాయోగం పనుల ఏర్పాట్లు చకచగా కొనసాగుతున్నాయి చండీ యాగానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు శతచండి యాగంలో పాల్గొనే దంపతులు ముందుగా పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని యాగం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు నాకెవరు సోపతి లేకుండే సోపతి మరి మోటార్ చాలు చేసి ఒకసారి నీళ్ళు కూడా నీళ్ళు కొడితే మళ్ళీ అక్కడ అవుతుంది అని నేను కుటుంబం చూద్దాం ఒకదాన్ని మట్టి తొందరగా అనుకుంటాను colour colour colour kamarang napangyay sila mahan. Hindi, hoy. Here, tan vatti year year kim. Adi year. Tera chal tera. Hey, nani. రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న బృహత్ పల్లె ప్రకృతి వనం పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే అన్నారు మండలంలోని ముద్గల్ రామ్టెక్ గ్రామాల్లోని ఎవెన్యూ ప్లాంటేషన్ బృహత్ పల్లె ప్రకృతి వనంతో పాటు పాఠశాలను సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బృహత్ ప్రకృతి వనం పనులు సకాలంలో పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అదేవిధంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందేలా పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలన్నారు పర్యావరణ హితం కోసం మొక్కల సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు గ్రామంలోని పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో శ్రీ గురి మాధవానంద సరస్వతి పీఠం పీఠాధీశ్వరులు శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారు ఆలయమునకు విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వీరికి ఆలయ మర్యాదలతో అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు అనంతరం భక్తులను స్వామివారిని ఆశీర్వదించారు यस्मान्नानि योनिज्याय उच्चैवस्तभ्योजमितिष्ठत्येनस्तेनेदं पूर्णं पुरुषेण सर्वं नगरमाण प्रतिदातने रत्यानेनैके वृद्धमानसो पर्याणाङ्गेन गुहाया विभ्राजते तच्चतयो विशन्ते वेदान्तविद्या ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ ఆదేశాల మేరకు కొత్తపట్నం మండలం పాదర్తి గ్రామంలో కొత్తపట్నం మండల జనసేన పార్టీ అధ్యక్షులు నున్న జానకిరాం పర్యటించి ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన రైతులను కలిసి పంట నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు నష్టపోయిన పంట రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని పంట నష్టాన్ని ప్రభుత్వం తక్షణమే విడుదల చేసి అన్నదాతను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఇబ్బంది ఇదేమో యువక పడిపోయా ఇప్పుడు ఇదేం పంట రాదయ్యా ఏరు నల్లగా కులిపోయి పోయిద్ది ఉండదు ఇప్పుడు పెట్టిన పెట్టుబడి మొత్తం మళ్ళీ ఎండ ఎండిపోయినా మళ్ళీ దున్నుకొని మళ్ళీ మళ్ళీ వర్షాలు పడితే పంట లేకపోతే లేదు ఎంత పెట్టుండారమ్మా పెట్టుబడి ముప్పై వేలు అయింది ఎకరాకు వచ్చిన పది నాట్లు వేసినందుకు టాటర్కి వాటికి దుక్కులు ముప్పై పై ఖర్చులు ఒక ఇరవై వేలు మొత్తం ఎకరాకు వచ్చి ఒక యాభై వేలు మరి పరిస్థితి ఏంటి కూడా అంతే మొత్తం ఇంకా ఎక్కువ ఖర్చు నుంచి ఎంత ఇస్తే మీకు డెబ్బై ఏళ్ళ దాకా ఎకరానికి వచ్చినప్పుడు ఇప్పుడు ఆల్రెడీ శ్యామ మొత్తం దిగుబడి దగ్గరగా ఉన్నట్టుంది ఇప్పుడు నలభై ఐదు ఇప్పుడు శ్యామ ఈ వర్షం వల్ల వాన ఆల్రెడీ పడి ఉండిద్ది కదా తెగులు వర్షానికి ఎక్కువగా వెళ్ళినప్పుడు ఫుల్ దాన్ని బట్టి దాన్ని ఫ్లాట్ ఈ చేసాము ఎర్జంగా వేసాము ఈ సేవ కంటే బస్తా ఉన్నారు వెయ్యి తెచ్చేసేప్పుడు ఇప్పుడు మొత్తం నీళ్ళు నిర్మయమైపోయి ఇట్లా ఈ పరిస్థితి ఏంది ఈ బాధ ఏందో మాకు అర్థం కావట్లేదు ఈ పట్టించుకున్న నాదిరి కాపాడిపోయా ఎవరు పట్టించుకో ఏ రైతు రాపోయి అసలు రాసుకునే వాళ్ళు ఎవరు రాకపోయా ఇవాళ మీరు కాపాడారు మా కంటికి మా బాధ మీరు చూడనాటికి ఈ నష్టపరిహారం కొంతగా కొంత ఇచ్చినా మాకు కొద్దిగా గట్టి పడతాం వచ్చింది జనసేన పార్టీ తరఫున మన బండి వర్షాలకి రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు ఎంత పంట నష్టం జరిగిందో తెలియపరుద్దామని మేము వచ్చాం ఇది అసలు ఇట్లా పచ్చగా కానీ మళ్ళీ రెండు వారాలకు వచ్చామంటే ఇది ఎంత ఎర్రంగా దీనికంటే ఏమైపోతారు అన్నమాట ఆకు వర్షాలకి ఎక్కువ వర్షాలకి ఎక్కువ నీళ్ళు నీళ్ళు నిలబడితే అసలు పనికిరాదు ఏది నీళ్ళు కానీ లేకుంటే పనికొచ్చింది ఎంతో కొంత మొత్తం నీళ్ళేగా అడిగేస్తే నీళ్ళు బుధ ఆడుతుండే ఇంకేం పనికొచ్చింది కొంత కొంత అయినా కొద్దిగా ఆదుకుంటుంది తీసుకుంటే ఎకరాకి పదేళ్ళు ఎక్కడ వేయాల్సి మిక్తి పొలానికి పంట కారి పదేళ్ళు వేయాలి ఎకరాకి అంతా అప్పు తెచ్చుకోండి కవులు అంతా కవులు పడాలి ఎంత మద్రాసు వాళ్ళకి కడప జిల్లా ప్రొద్దుటూరు కలెక్టరేట్ ముట్టడికి వెళుతున్న ఉపాధ్యాయ సంఘాల సమైక్య నాయకులను కొత్తపల్లి బైపాస్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు ఈ సందర్భంగా అరెస్టును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు పీఆర్సీకి వ్యతిరేకంగా నిరసన జ్వాలాలు చలో కడప కలెక్టర్ కార్యాలయం ముట్టడిని అడ్డుకున్నారని వాపోయారు హెచ్ఆర్ఏ పాత స్లాబ్లను హెచ్ఆర్ఏ పాత స్లాబ్లను పిఆర్సి జీవోలను పిఆర్సి జీవోలను పాత డిఏల బకాయిలు పక్కనే నా పేరు ఏ కృష్ణారెడ్డి ఫ్యాప్టో ఫ్యాప్టో జిల్లా నాయకుడిని మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పిఆర్సీకి వ్యతిరేకంగా రాష్ట్ర నాయకత్వం ఫ్యాప్టో ఇచ్చినటువంటి పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ ఆఫీసు ముట్టడి అనేది చేపట్టడం జరుగుతూ ఉంది కానీ మేము మార్గ మధ్యంలోనే ఇక్కడ లింగాపురం వద్ద పోలీసులు అడ్డుకోవడం అనేది దుర్మార్గమైన చర్య మరి ఈ పాత పిఆర్సీలే పాత జీతాలనే కొనసాగించాలనే డిమాండ్ ఉంది కొత్త పిఆర్సీలో ఇచ్చినటువంటి అన్నిటినీ వెంటనే రద్దు చేయాలి ఏదైనా కూడా ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ ఒప్పుకున్నా కూడా హెచ్ఆర్ఏలో కోత విధించడం చాలా అధ్వాన అధ్వాన విషయము మరి పాత ఎస్ఆర్ఎస్ ల్యాబ్లను కొనసాగించాలి పాత డిఎల్ అన్నిటిని విడుదల విడుదల చేయాలి తర్వాత ఇంకా ఈ సిబిఎస్ను అలాగే రద్దు చేయాలి ఈ అశ్వాస్ మిశ్రా ఇచ్చినటువంటి పిఆర్సీ నివేదికను బహిర్గతం చేసి ఉద్యోగ సంఘాలతో చర్చించి దాని ప్రకారం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గానికి అందరికీ మెరుగైన పిఆర్సీ ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాము మరి సీఎం గారితో మాట్లాడకుండా అధికారులను ముందు పెట్టి అధికారులు ఇచ్చిన ఉండే అసంబద్ధ నివేదిక మరి ఈరోజు ఉద్యోగుల జీత కోతాల్లో జీతంలో కోతాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది మరి దాన్ని నివారించే విధంగా సీఎం ముందుకు వచ్చి ఉద్యోగ సంఘాలతో మాట్లాడి ఉద్యోగులకు అందరికీ న్యాయం చేయాలని చెప్పి నేను ఈ కోరుతున్నాను మరి ప్రతి ఒక్కరు కూడా ఈ సమ్మెకు మద్దతు అనేది ఉంది రేపు ఏపీ జేఏసీ కూడా నోటీసు ఇవ్వుతుంది ఇప్పుడు సమ్మెకు పోయే పరిస్థితి రాకుండా మరి ఈ రోజుతోనే ప్రభుత్వ అధికారులు మాట్లాడి సీఎంతో మాట్లాడి ఉద్యోగ సంఘాలను సమైక్యపరిచి అందరికీ న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను <clears throat> ఏపీ క్యాప్టో కనిగిరి నియోజకవర్గం వెల్లిగండ్ల మండలం గుడిపాడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో GPL T ten mega cricket టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన గూడిపల్లి టీంకు సర్పంచ్ కటికల రిప్కా వెంకటరత్నం మొదటి బహుమతి ఇరవై వేలు అందించారు ఈ సందర్భంగా వైసీపీ నియోజకవర్గ నాయకులు కటికల వెంకటరత్నం మాట్లాడుతూ ఆటలు గెలుపు ఓటములు సహజమని ఓడిన వారు తర్వాత విజయం తప్పక సాధిస్తారని అన్నారు అందరూ ఐకమత్యంతో పోటీతత్వంలో ఉండాలని అన్నారు సుమారు యాభై టీంలతో పోరాడి విజేతలుగా నిలిచిన గుడిపాటిపల్లి టీంకు అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు క్రీడాకారులకు గుడిపాటిపల్లి ఎప్పుడు బాసటగా నిలుస్తుందని ఆయన అన్నారు single window chairman Kakarla Venkateswarlu మాట్లాడుతూ గుడిపాటిపల్లిలో గతంలో నేషనల్ బాల్ బ్యాడ్మింటన్ సైతం జరిపామని గుడిపాటిపల్లి గ్రామంలో ఎప్పుడు క్రీడలకు ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు కరస్పండెడ్ కోల సామ్యూల్ మృత్యుంజయ్ దాస్ క్రీడల క్రీడాకారులకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న సర్పంచ్ కటకల రిప్కా వెంకటరత్నం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఆయన పేర్కొన్నారు మంచి గుర్తింపు కూడా ఉంది ఇక్కడ దాదాపుగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అనుకుంటా మేము టెన్త్ అయిపోయింది టెన్త్ అయిపోయిన తర్వాత వెలిగలలో టోర్నమెంట్ జరిగింది కానివ్వండి ఖోఖో కానివ్వండి కబడ్డీ కానివ్వండి వాలీబాల్ కానివ్వండి బ్యాడ్మింటన్ కానివ్వండి ఏ క్రీడమైనా సరే జాతీయ స్థాయిలో అడిగిరే ప్రాంత కళాకారులు ఉన్నారు ఆటగాళ్ళు ఉన్నారు ఆటగాళ్ళు తెలియజేస్తూ వారికి కూడా ఏదైనా వారు ఇతర రాష్ట్రాలకు వెళ్ళేటప్పుడు వారికి ఏదైనా అవసరమైనప్పుడు ఖర్చులు మరి నన్ను అడిగితే నా శక్తి కొన్ని కూడా నేను వారికి కూడా మరి ఇస్తారని కూడా ఈ సభలో తెలియజేస్తా ఉన్నాను మరి అదేవిధంగా ఈ యొక్క గుడిపాటిపల్లి ఏదంటే గేమ్స్ జరిగినా ఏది జరిగినా కానీ ఫస్ట్ ప్రైజ్ మీరు ఇవ్వాలని సరే ఒక పక్క నేను ఇస్తానో లేను అంత ఆర్థిక స్థలంతో ఉందో లేదనుకుంటా ఆలోచించా కానీ ఇవ్వాలని మనసులో ఉంది ఎందుకంటే ఇచ్చి ప్రోత్సహించాలి గ్రామాన్ని మరి మన ముందుకెళ్తా ఉంటే కూడా మరి గుడిపాటిపల్లి పంచాయతీలో మరి మంచి ఆటల పోటీలు దొరుకుతున్నాయంటే కూడా జిల్లా స్థాయిలో కానీ అది రాష్ట్ర స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ మన ఊరి పేరు మరి ఘనంగా వినిపించాలనే ఒక ఆశ తపన కూడా ఉంటా ఉంది నాకైతే ఆ విధంగా ముందుకు తీసుకుని వస్తున్నటువంటి మరి కస్పాండెంట్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే గ్రౌండ్ ఇచ్చి దాన్ని శుభ్రం చేయించి మరి క్రీడాకారులు ముందుకు నడిపిస్తున్నందుకు కూడా మరి చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇప్పుడు ఉన్నటువంటి కాకర్లు ఎండేస్తున్నామా అయితే వాళ్ళు కూడా బ్యాంకింగ్ జరిపేటప్పుడు కూడా వాళ్ళు ఆ విధంగానే మరి కష్టపడి క్రీడను ముందుకు తీసుకెళ్తుందో కూడా వారు చాలా పాత్ర పోషించుతున్నారు కాబట్టి మీరు ఏ క్రీడలు అయినా జరపాలనుకున్నా ఫస్ట్ ప్రైజ్ కూడా నేను చాలా సంతోషంగానే ఉన్నాను సంతోషంగా కూడా ఇస్తాను మా మాస్టర్ గారు నేను చెబితే మీరు మీ నేను పెద్ద భారం మోపిస్తానన్నప్పుడు కూడా నేను సంతోషపడ్డా ఎందుకంటే మాస్టర్ గారు ఆ విధంగా కొంచెం మోసేటప్పుడు ఇంకొంచెం మోసడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను మీరు ఏది మరి టోర్నమెంట్ పెట్టుకున్నా ఫస్ట్ ప్రైజ్ నేను ఇస్తానని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పాత బస్టాండ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ద్విచక్ర వాహనాన్ని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తలకు తీవ్ర గాయాలు కాగా ఏలూరు పోనంకి ప్రాంతానికి చెందిన వ్యక్తి కూడా గాయాల పాలయ్యాడు క్షతగాత్రులను ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కొద్దిగా ఎక్కించాను కొద్దిగా ఎక్కించాను లాగు లాగు ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి